అందరికి నమస్కారం అండి నా పేరు మహేష్ నేను ఆన్లైన్లో పవర్ బే విత్ ఎస్క్యూల్ మీద తెలుగులో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఎవరికైనా కానీ ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటే కానీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈరోజు మన సింపుల్ టాపిక్ అండి ఈరోజు మన టాపిక్ టాపిక్లోకి వెళ్తే కానీ సింపుల్ బేసిక్ లెవెల్ టాపిక్ ఇది సో మన కోర్స్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు వాట్ ఈస్ వాట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సింపుల్ టాపిక్ అండి అది టాపిక్ పేరు వచ్చి types of power BI license అది యూజువల్లీ మనం ఏదన్నా కానీ ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేటప్పుడు ప్రతి కంపెనీ వాడు ఒక వర్షన్స్ అనేది రిలీజ్ చేస్తాడు అనేది సమ్ ప్రీమియం కెపాసిటీతో వర్షన్స్ అనేది రిలీజ్ చేస్తారు అండ్ కొన్ని ట్రయల్ వర్షన్స్ రిలీజ్ చేస్తారు ప్రీమియం కొన్ని ప్రో వర్షన్స్ రిలీజ్ చేస్తారు ప్రతి ఒక్క వర్షన్కి some benefit some type of features అనేది ఉంటుంది నేను ఇక్కడ చూడండి మనకు త్రీ టైప్ ఆఫ్ వర్షన్స్ అనేది వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు ఒకటి డెస్క్టాప్ వర్షన్ రెండు pro licensed version premium license అవసరం అండ్ అదర్స్ అనేది ఎందుకని చెప్తాను ఈ అదర్స్ అనేది ఇంక్లూడింగ్ ప్రీమియం లోనే వచ్చేస్తుంది అది నేను చెప్తాను జస్ట్ ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ అడిషనల్ అడిషనల్గా యాడ్ అండ్ ప్యాక్ అంటారు చూడండి అట్లా యాడ్ అండ్ ప్యాక్ కింద ఇది అదర్స్ అనేది పెట్టారు యాడ్ అండ్ ప్యాక్ యాడ్ చేసుకుంటే ఇది అడిషనల్ ఫీచర్స్ అనేది యాడ్ అవుతుంది సో ఇక్కడ గా టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇది ఇంటర్వ్యూ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడతారు ఇంటర్వ్యూలో కూడా అది మెయిన్ క్వశ్చన్ అండి ఇది మీ ఆర్గనైజేషన్ ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ వాడుతుందని సో అది మనం ఈ కంప్లీట్ వీడియో చూస్తే మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏ అడిగిన క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేయలేదు మీకు ఒక క్లారిటీ వస్తుంది సో వీడియోలోకి వెళ్తే మెయిన్ థింగ్ ఏమంటే type of power BI license అంటే three type of power BI license ఉన్నాయని చెప్పండి ఒకటి డెస్క్టాప్ వర్షన్ రెండు ప్రో లైసెన్సులు ప్రీమియం లైసెన్స్ ఉంటుంది ఈ ప్రీమియం లైసెన్స్ లో టూ టైప్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయి ఒకటి వచ్చిందను పర్ యూజర్ కెపాసిటీ ఒకటి వస్తుంది ఇంకొకటి అక్కడ ఆర్గనైజేషన్ లెవెల్ కెపాసిటీతో అవి వస్తాయి సో వీటి యొక్క ఫీచర్స్ దీని యొక్క కాస్ట్ ఎంత దాని యొక్క కాస్ట్తో పాటు ఏ ఏ ఫీచర్స్ వస్తాయి అనేది మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాము బిఫోర్ అది డిస్కస్ చేసే ముందు మీకు ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మైక్రోసాఫ్ట్ సైట్లో complete information each and everything step by step అనేది వాడు ఈజీగా ప్రొవైడ్ ఉంటాడు అంటే ఏ కెపాసిటీ అనేది ఆ లైసెన్స్ వర్షన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది దాంట్లో ఉంటాయి సో మనం కూడా అక్కడ వెళ్ళి చెక్ చేద్దాం సో ఇక్కడ చూసుకున్నాం కూడా ఇది మైక్రోసాఫ్ట్ uh, వాళ్ళ సైట్ సో వాడు ప్రొవైడ్ చేసే టైప్ ఆఫ్ లైసెన్స్ ఇక్కడ చూసారా power BI free version power BI pro free version అంటే పవర్ బిఐ డెస్క్టాప్ అండి అదే power BI desktop free version అని ప్రొవైడ్ చేస్తాడు next power BI pro power BI premium per use ఇది నేను పర్ ప్రీమియం అని పెట్టాడు బట్ ప్రీమియం వరకు తీసుకోండి పవర్ బిఐ ప్రీమియం సో ఈ ప్రీమియంలో మన two type account per user and per capacity అని చెప్పేసి వస్తుంది ఈ డీటెయిల్స్ అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది ఎంతెంత కాస్ట్ పడుతుంది అన్న దాని ప్రకారం మనం డిస్కస్ చేద్దాం సో అదేవిధంగా మనం ప్రైజింగ్స్ చూసుకుంటే కానీ చూడండి పవర్ బిఐ ఫ్రీ వర్షన్ అనేది అది కంప్లీట్గా లైక్ చెప్పాలంటే ఒక ఫ్రీ వర్షన్ అంటే కంప్లీట్గా ఆ వర్షన్ తీసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అది ఎవరంటే లైక్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కానీ లైక్ ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ యూస్ఫుల్ అవుతుంది అది so power BI premium versions అనేది సారీ సో అది ఫస్ట్ ఫ్రీ వర్షన్ అనేది మన ట్రైనీస్ కానీ స్టూడెంట్స్ కానీ యూజ్ చేసుకోవడానికి ట్రైనింగ్ తీసుకోవడానికి మన ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది అందు నుంచి దాంట్లో ఎక్కువ ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేయవు బట్ అయితే కానీ eighty percent of the cover చేసి ఉంటారు నీకు ఆర్గనైజేషన్ లెవెల్లో వర్క్ చేయాలంటే నీకు కంపల్సరీ లైసెన్స్ అనేది ఉంటేనే మీకు వెల్ సెక్యూర్డ్ ఉండి ఉంటుంది ఫ్రీ లో అలాంటి సెక్యూరిటీ ఏమి దొరకదు సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ అది ఫ్రీ వర్షన్ కంప్లీట్ అయిన తర్వాత పవర్ బై ప్రో వర్షన్ చూడండి పవర్ బై ప్రో వర్షన్ అంటే ఇది పర్ యూజర్ వైజ్ వస్తుందండి ఇది ప్రో వర్షన్ అనేది ఇది కంప్లీట్ ఆర్గనైజేషన్ లెవెల్లో రాదు so power BI BI pro version power BI pre version two type of అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇది మనం మనీ పెట్టి కొనుక్కోవాలి so power BI pro version తీసుకుంటే కానీ మనకు నైన్ పాయింట్ నైన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ డాలర్స్ అనేది పర్ మంత్ అనేది చూపిస్తుంది అలానే పవర్ బై ప్రీమియం చూసుకున్నారనుకోండి పవర్ బై ఇలా టూ టైప్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి ఒకటి పర్ యూజర్ కెపాసిటీతో వస్తుంది పర్ ఆర్గనైజేషన్ కెపాసిటీతో కూడా వస్తుందండి పర్ యూజర్ కెపాసిటీతో ట్వంటీ డాలర్స్ పర్ ఆర్గనైజేషన్ కెపాసిటీతో four four dollar four thousand nine nine hundred ninety five డాలర్స్తో మనకు అనేది కంప్లీట్గా అవైలబిలిటీ ఉందండి ఇక్కడ చూసారా పవర్ బై ప్రోలో పర్ యూజర్ అన్నారు power BI premium per user కానీ ఇక్కడ డిఫరెన్స్ చూసారా టెన్ డాలర్స్ డిఫరెన్స్ ఉంది ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే పిహెచ్ఎస్ అనేది చాలా వేరియేషన్ వచ్చేస్తుందండి ఇక్కడ కొన్ని రిపోర్ట్ షేర్ చేయలేము ఇక్కడ కొన్ని రిపోర్ట్ షేర్ చేయగలుగుతాము అలా మనకు చాలా వేరియేషన్స్ కొన్ని కొన్ని అడిషనల్ పిహెచ్ఎస్ అనేది దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది ఈ ఎవరు ఈ పవర్ బి ప్రో ఎవరు వాడతారు పవర్ బి ప్రీమియం ఎవరు వాడతారు అంటే పవర్ బి ప్రో వర్షన్ వచ్చిందను పవర్ బి ప్రో వర్షన్ వచ్చిందను లైక్ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆర్గనైజేషన్ అనుకోండి వాళ్ళకి అంత హెవీ పిహెచ్ఎస్ తో ఉన్న రిపోర్ట్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ లైక్ వాళ్ళు సింపుల్ రిపోర్ట్ జనరేట్ జనరేట్ చేసి ఇంటర్నల్ గా షేర్ చేసుకోవడానికి క్లయింట్ వైజ్ అంత అంత డెప్త్ లేకుండా ఇంటర్నల్ గా డెవలప్ చేసి ఇంటర్నల్ గా డెవలప్ చేసి వాళ్ళు ఆ కెపాసిటీ ఎంత ఆ రిపోర్ట్స్ ఏమి అనేది చూసుకోవడానికి ఉన్న లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కానీ లైక్ ఇన్స్టిట్యూట్స్ కానీ అలాంటి యూజ్ చేస్తారండి ఇది బట్ అఫ్కోర్స్ కంపెనీస్ కూడా యూజ్ చేస్తాయి but based on the project యొక్క కెపాసిటీని బట్టి ప్రాజెక్ట్ యొక్క యూజర్ని బట్టి దాన్ని డిసైడ్ చేసుకొని వాళ్ళ యొక్క దాన్ని బట్టి దాని ప్రకారము వాళ్ళ యొక్క ఫీచర్స్ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ ఫీచర్స్ని బట్టి వాళ్ళు అనేది ఈ లైసెన్స్ అంటే తీసుకుంటారు బట్ అయితే బిగ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఇది వాడుతుంది just like institutes level like చిన్న ఆర్గనైజేషన్స్ చిన్న ప్రాజెక్ట్స్ ఏదైనా అంత డెప్త్ డెవలప్మెంట్ అవసరం లేకుండా నార్మల్ డెవలప్మెంట్ నార్మల్ షేరింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది యూజ్ చేస్తారు నెక్స్ట్ పవర్ బి ప్రీమియంకి వచ్చేసరికి టూ టైప్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయి two type of license provide చేస్తుంది లైక్ ప్రీమియంలో sub per user capacity provide చేస్తుంది పర్ ఆర్గనైజేషన్ లెవెల్ కెపాసిటీతో ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ పర్ యూజర్ కెపాసిటీ అంటే ఏం లేదండి ఒక్క పర్ యూజర్ అంటే ఒక్క యూజర్ మాత్రమే లైక్ ఈ ట్వంటీ డాలర్స్ పెట్టి నువ్వు కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీ ప్రాజెక్ట్లో మా ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఆ ట్వంటీ మెంబర్స్ పర్ యూజర్ కొట్టారనుకోండి జస్ట్ ఒక్క పర్సన్ యూజ్ చేసేకి మాత్రమే ఉంది సో ట్వంటీ పర్సెంట్ అంటే మళ్ళీ ట్వంటీ డాలర్స్ ట్వంటీ డాలర్స్ పెట్టి అలా కొనుక్కోవాలి అలా కాదు ఇది కొన్ని కొన్ని ఆర్గనైజేషన్ కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయి పెద్ద కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి స్టార్ట్అప్ కంపెనీలో పెద్ద వాడికి అంత అవసరం లేదు పర్ కెపాసిటీ కొన్ని four thousand nine hundred ninety five dollars పెట్టుకోవాలి సో దీనికన్నా ఒక వాడి దగ్గర రన్ అయ్యే పవర్ బీ మీద వర్క్ చేసే వాళ్ళు టెన్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి టెన్ మెంబర్స్కి టెన్ ఇంటూ ట్వంటీ అయితే టూ హండ్రెడ్ డాలర్స్తో వచ్చేస్తుంది సో అదే వాడు కెపాసిటీ పెట్టుకుని ఫోర్ థౌసండ్ డాలర్స్ అంటే దాదాపు వాడికి ఎంత సేవ్ దాదాపు ఎంత స్పెండ్ చేయాలి four thousand almost four thousand six hundred and seven hundred dollars దాదాపు eight hundred nearly eight and seven hundred plus dollars అనేది స్పెండ్ చేయాలి సో అది వాడికి యూజ్లెస్ అనమాట సో అందుకని కొన్ని చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ స్టార్ట్అప్స్ కానీ ప్రాజెక్ట్స్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి లైక్ uh, ఒక ఆర్గనైజేషన్ లో ఆ పవర్ మీద టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అలా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ప్లస్ సింపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆ ప్రాజెక్ట్స్ కి వాళ్ళకి అంతకంటే ఎక్కువ మంది యూజ్ చేసే లెవెల్లో ఉంటారు సో అలాంటి స్టార్ట్అప్ కంపెనీస్ అనేది పర్ యూజర్ అనేది తీసుకుంటారు అలా కాదు నాకు ఆర్గనైజేషన్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని కంపెనీస్ ఉన్నాయి పెద్ద organization organization number of projects run అవుతుంది ప్రతిసారి ప్రతి యూజర్కి పెట్టి కొనలేడు కదా లైసెన్స్ సో అలా కాకుండా ఇప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్ కొనేసి ప్రతిసారి ఆ యూజర్ అనేది బిల్డ్ చేసుకుంటూ వస్తారు ప్రతి యూజర్ అనేది వాడుకుంటూ ఉండొచ్చు ఇది లిమిటెడ్ లేదండి ఓకే ఇది మెయిన్ డిఫరెన్స్ ఈ కాస్టింగ్ వైజ్ కూడా అది డిఫరెన్స్ మెయిన్ ఈ పర్ యూజర్ కి పర్ కెపాసిటీకి పర్ ఈ ఫిహెచ్ఎస్ వైజ్ వచ్చేసరికి ప్రతిదానికి ఒక చిన్న చిన్న వేరియేషన్స్ ఈ రెండు కామన్ గా వస్తాయి బట్ ఇక్కడ వన్ ఆర్ టూ వేరియేషన్స్ మాత్రమే కానీ ప్రతి రిపోర్టింగ్ షేరింగ్ లో బట్ ఇక్కడ ప్రో లెసన్స్ కి ఈ ప్రీమియం లెసన్స్ కి చాలా కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి ఆ వేరియేషన్స్ అనేది మనం చూద్దాం ఇలా కింద డ్రా చేశారనుకోండి కంప్లీట్ గా వాడు ఏ ఫిహెచ్ఎస్ ఇచ్చాడు అనేది కూడా కంప్లీట్ గా మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయంటారు ఇందులో మనం మెయిన్ మెయిన్ ఫీచర్స్ గురించి మాత్రం డిస్కస్ చేద్దాం ఐ మీన్ అడిషనల్గా ఎక్స్ట్రా ఇచ్చాడు బట్ అవన్నీ అనవసరం బట్ రియల్ టైంలో మనకు వర్క్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఏ ఫీచర్స్ వాడతారు అవి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ఫీచర్స్ వచ్చింది కొలాబరేషన్ అనాలిటిక్స్ ఇదేం లేదండి మనం షేరింగ్ షేరింగ్ కానీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము ఎలా షేర్ చేస్తాం అన్న దాని మీద డిస్క్రైబ్ చేస్తుంది పవర్ బి ప్రోలో కానీ చూసుకుంటే కానీ మొబైల్ యాప్స్ డెవలప్ చేసిన రిపోర్ట్స్ని మన ఐ మీన్ మొబైల్ యాప్స్ కంటూ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెస్క్టాప్లో డెవలప్ చేస్తారు మీ సిస్టంలో డెవలప్ చేసిన దాన్ని షేర్ చేశారు అనుకోవాలి అది మొబైల్లో కూడా వ్యూ కావాలి మీరు డెస్క్టాప్లో చేసిన రిపోర్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి మొబైల్లోకి వచ్చేసరికి కంపాటబిలిటీ అనేది చండి వేరియేషన్ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అనేది ఐ మీన్ సారీ కంపాటబిలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో వీటిలో కూడా సపరేట్ డెవలప్ చేస్తారు మొబైల్ యాప్స్ సంబంధించి అవి రెస్పాన్సిబుల్గా ఉండేట్లు డెవలప్ చేసే ఆప్షన్ అనేది పవర్ బి ప్రోలో ప్రొవైడ్ చేశాడు పవర్ బి ప్రీమియం లోన్ ప్రొవైడ్ చేశాడు సో ఈ రెండు కామన్గా ఉంటుంది ఈ ఫీచర్ అనేది కామన్ కామన్గా ఉంది నెక్స్ట్ ఈ రిపోర్ట్స్ అనేది షేర్ చేసుకుని మనకు పవర్ బే సర్వీస్ అనేది ఒకటి ఉంటుందండి షేర్ అండ్ కొలాబరేట్ మన పవర్ బే పబ్లిష్ రిపోర్ట్స్ లో మనము ఎలా షేర్ చేయొచ్చు మనకి ఈవెన్ డెస్క్టాప్ వర్షన్ లో కూడా షేర్ చేయొచ్చు బట్ అదైతే కానీ లిమిటెడ్ వన్ ఎయిటీ డేస్ తర్వాత మనకు ఆ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది సో మళ్ళీ అప్పుడు మనం ఈ ప్రో లైసెన్స్ లేదంటే ప్రీమియం లైసెన్స్ అనేది మనం కొనుక్కోవాలి సో అప్పుడు ప్రీ ప్రో లైసెన్స్ అయితే కానీ ఇప్పుడు ఆ సర్వీసెస్లోకి మనం షేర్ చేసుకోవచ్చు ఈ ప్రీమియం కెపాసిటీ ఆర్గనైజర్ డిఫాల్ట్ ఇది వస్తుంది షేర్ చేసుకోవచ్చు ఇదేం ఇష్యూ లేదు బట్ ఇది షేరింగ్ అనేది డిఫరెంట్ మెథడ్లో ఉంటుంది ఆ తర్వాత చెప్తారండి నెక్స్ట్ పేజినేటెడ్ రిపోర్ట్స్ ఈ పేజినేటెడ్ రిపోర్ట్స్ అంటే కొన్ని రిపోర్టింగ్ సర్వర్స్ సర్వర్స్ నుంచి డెవలప్ చేసిన రిపోర్ట్స్ ఉంటాయి లైక్ ఎస్ఎస్ఆర్ఎస్ కొన్ని రిపోర్టింగ్ టూల్స్ నుంచి డెవలప్ చేస్తారు ఆ రిపోర్ట్స్ అనేది డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి మనం పవర్ ఎంగేజ్ చేసి డెవలప్ చేయడము ఈ ఫీచర్ అండి ఈవీహెచ్ అనేది ప్రోలో లేదు మనకు ఈ ప్రీమియంలో మాత్రమే అవైలబిలిటీ ఉంది ఇది consume content without a per user license for example ఇది చూడండి ఈ ఆప్షన్ యాప్షన్ ఏమరంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక వాట్సాప్ తీసుకుందామండి వాట్సాప్ అనేది మీరు ఏదైనా ఒక మెసేజ్ వాట్సాప్లో చేయాలంటే అవతల యూజ్ చేసే పర్సన్ కూడా వాట్సాప్ అనేది ఉండాలి ఇన్ కేస్ వాట్సాప్ లేదనుకోండి ఆ మెసేజ్ అనేది వేయలేదు అది సేమ్ సేమ్ డిఫరెన్స్ ఇంతే అండి ఇక్కడ వితౌట్ పర్ యూజర్ లైసెన్స్ ఇక్కడ చూసారా మీరు రిపోర్ట్ షేర్ చేయాలనుకో మీరు డెవలప్ చేసిన రిపోర్ట్ అనేది కి షేర్ చేయండి కానీ ఇంటర్నల్ పర్సన్ కానీ షేర్ చేయాలంటే ప్రోలో కంపల్సరీ అతనికి కూడా పవర్ బై పైన యాక్సెస్ ఉండాలి ఇన్ కేస్ పవర్ బై మీద యాక్సెస్ లేదంటే కానీ we can't able to share that even లో కూడా అదే ఫీచర్ ఉంది బట్ ఆర్గనైజేషన్ లెవెల్లో కానీ తీసుకుంటే కానీ అతనికి లైసెన్స్ ఉన్నా లేకపోయినా కూడా అతను యాక్సెస్ చేయగలుగుతారు అదేవిధంగా per user reporting with power BI reporting server ఇది సేమ్ రిపోర్టింగ్ దీనికి సంబంధించిన విషయం వస్తుందండి అది కూడా same sharing report organization level నుండి ఇంపోర్ట్ చేసుకునే కేపబిలిటీ ఎలా ఉంటాయి అది డిఫరెంట్ సబ్జెక్ట్ లాగా వస్తుందండి ఇది నెక్స్ట్ ఇక్కడ చూస్తారు data pre modeling and next ఇంకో ఫీచర్ ఏమిటంటే data prep and modeling and visualization సి ఇది మనం మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మెయిన్ ఫీచర్స్ వచ్చిందో ఇక్కడ మామూలుగా బేసికల్గా పవర్ బై కొనేటప్పుడు మొబైల్ యాప్స్ ఇది ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఒక ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ లైన్లో వచ్చిందను మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన మొబైల్ యాప్స్ యాక్సెస్ అనేది అన్నింటిలో కామన్గా వస్తుంది next consume content with per user or license మీరు ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటారండి ప్రోలో మీకు లైసెన్స్ లేకుంటే కానీ యాక్సెస్ చేయొచ్చా లేదా అని టెక్ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ బట్ అయితే కానీ వర్క్ చేసే రియల్ టైం వర్క్ చేసే పర్సన్కి ఈజీగా గుర్తుంటుంది లేదంటే వాళ్ళకి గుర్తుంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కొంతమంది ఆన్సర్ చేయలేకపోతుంటారండి ఓకే పైన ఇక్కడ ఇంకొక ఈ ఈ ఫీచర్లు ఈ రెండు మాత్రమే ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ కిందకు వచ్చారనుకోండి దాని యొక్క data preparing I mean data capacity simple చెప్పాలంటే దాని కెపాసిటీ ఎంత మోడలింగ్ ఎంత దాన్ని ఎలా విజువలైజ్ చేయొచ్చు అన్న పాయింట్లో చూసి ఇందులో కూడా అన్ని ఫీచర్స్ అవసరం లేదు మనకు జస్ట్ ఒక ఫోర్ ఇది ఒక మోడల్ సైజు రీఫ్రెష్ రేట్ ఇది main important under data sources ఇది కూడా ఇది కామన్ ఇది అన్నిట్లోనూ కామన్గా ఉంటుంది కాబట్టి నో ఇష్యూ సో ఇది first model size limit refresh data ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ ఎవరన్నా కానీ మీకు లైక్ ఎవరైనా డిఫరెన్సెస్ ఏమైనా అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏమంటే మొబైల్ యాప్ ఇది యాక్సెసిబిలిటీ షేరింగ్ కెపాసిటీ అండ్ ఈ కన్జంప్షన్ ఇది ఇది చెప్పకపోయినా పర్లేదు అన్నిట్లో కామన్గా వస్తుంది కాబట్టి సో ఈ యాక్సెసిబిలిటీ ఈ కన్జూమ్ ఐ మీన్ ఈ ఈ access consume content with per user యూజర్కి లైసెన్స్ ఉంటే యాక్సెస్ చేయొచ్చా లేదు అనేది ఈ పాయింట్ ఈ పాయింట్ నెక్స్ట్ ఈ పాయింట్ ఇది max model size limit and refresh rate limit ఇవి మెయిన్గా చెప్పారనుకోండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంటెంట్ అనేది మనము కామన్గా లైక్ ప్రొవైడ్ చేసినట్టు వాళ్ళకి ఐ మీన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో సో ఇక డేటా కెపాసిటీ చూసుకున్నారనుకోండి మోడల్ సైజ్ లిమిట్ చూసుకున్నారనుకోండి మోడల్ సైజ్ వచ్చిందని పర ప్రోలో అయితే కానీ మనకు వన్ జీబీ మాత్రమే అంటే ఇదేం లేదంటే మనము డెవలప్ చేసే మోడల్ డేటా సెట్స్ ఉంటాయి కదా మనం డేటా సెట్స్ అని పిలుస్తారు పవర్ బైలో ఆ డేటా సెట్స్ ని కెపాసిటీ చూసుకుంటే ఇది వన్ జీబీ మాత్రమే ఉంటుంది ప్రోలో అదేవిధంగా దీంట్లో ప్రీమియం పర్ యూజర్ లో తీసుకుంటే హండ్రెడ్ జీబీ డేటా సెట్స్ కెపాసిటీతో మనము రిపోర్ట్స్ ని డెవలప్ చేయొచ్చు డేటా సెట్స్ ని ఇంపోర్ట్ చేసుకుని డేటాలోకి తీసుకొని చేయొచ్చు అదేవిధంగా ఆర్గనైజేషన్ లెవెల్ అయితే ఫోర్ హండ్రెడ్ జీబీ అనే కెపాసిటీతో మనకు పర్ యూజర్కి వస్తుందండి ఇది ఓవర్ హండ్రెడ్ జీబీ కెపాసిటీతో మనం అనేది డెవలప్ చేయొచ్చు ఈ రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి రీఫ్రెష్ షేట్ అంటే మామూలుగా కొద్దిగా సింపుల్ చెప్పాలంటే ఎస్క్యూల్ మీద వర్క్ చేసే బాగా ఈజీగా ఉంటుంది సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ రిపోర్ట్ ఉంది డైలీ డేటా అనేది కొత్త కొత్త డేటా వస్తుంది మీ మీ మొబైల్లో కొత్త కొత్త డేటా వచ్చినప్పుడు దాన్ని రీఫ్రెష్ చేయకంటే అది ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అప్డేట్ ఉందండి మీకు మొబైల్ అప్డేట్ అనేది మంత్కో మంత్లీ టైస్ టూ మంత్స్ ఒకసారి వర్షన్స్ అనేది రిలీజ్ చేస్తుంటారు ఆ వర్షన్స్ అనేది మీ దాంట్లో రీఫ్రెష్ అప్డేట్ అనేది రీఫ్రెష్ చేస్తేనే అక్కడ ఏ యాడ్ అండ్ ఫీచర్స్ వచ్చింటే అవన్నీ మనకి రీఫ్రెష్ అయ్యి మనకు అప్డేటింగ్ వర్క్ అవుతుంది సేమ్ లైక్ ఇక్కడ డేటా కూడా డే టు డే మనకు డేటా అనేది డే టు డే వస్తుంది మనం ఒకసారి రిపోర్ట్ జనరేట్ చేసినది అనుకోండి అదే ఉంటుంది ఇంకేమైనా అడిషనల్ డేటా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెన్ డేస్ డేటా తీసుకున్నాను ఫైవ్ డేస్ డేటా ఆల్రెడీ మీరు ఇంపోర్ట్ చేస్తారు ఇంకా ఫైవ్ డేస్ డేటా పెండింగ్ ఉంది ఈ five days data next day వస్తుంది నెక్స్ట్ డే వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఫైవ్ డేస్ డేటా మళ్ళీ సపరేట్ రిపోర్ట్ ఏం జనరేట్ చేయదు కదా ఆ ఫైవ్ డేస్ డేటా కూడా ఈ డేటాతో కంప్లీట్ చేసి రిఫ్రెష్ చేసినారు అనుకోండి కంప్లీట్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది ఐ మీన్ కంప్లీట్ రిపోర్ట్ అనేది మీకు కంప్లీట్ గా వస్తుంది సేమ్ అది ఆ రేట్ ఆఫ్ పర్ డే ఎన్నిసార్లు చేసుకోవచ్చు రిఫ్రెష్ అనే దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు ప్రోలో అయితే కానీ మనకు పర్ డే ఎయిట్ టైమ్స్ మాత్రమే పర్ డేలో ఎయిట్ టైమ్స్ మాత్రమే మనం రిఫ్రెష్ చేయగలుగుతాము అలా కాకుండా ఇక్కడ వచ్చేసరికి ఎంటైర్ సారీ uh, uh, ప్రీమియంలో వచ్చేసరికి forty eight times per day నలభై ఎనిమిది సార్లు మనము రిఫ్రెష్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది సేమ్ లైక్ ఇక్కడ ప్రీమియం కెపాసిటీ ఆర్గనైజేషన్ లో రెండింటిలో సేమ్ ఉంటుంది కామన్ ఇది ఆల్మోస్ట్ కామన్ ఫీచర్స్ ఉంటే ఓన్లీ చిన్న చిన్న వేరియేషన్స్ మాత్రమే ఉంటాయి కెపాసిటీ వైజ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ రిఫ్రెష్ డేట్ వచ్చింది eight days sorry eight times per టై పర్ డే ఇక్కడ forty eight days per day ఇక అందుకే ఆర్గనైజేషన్ లెవెల్ ఏమంటే కొన్ని ఆపరేషన్ డేటా ఉంటుంది వెబ్బి కనెక్ట్ అయ్యింది ప్రతిసారి డేటా అనేది కంప్లీట్గా రిఫ్రెష్ అవుతానే ఉంటుంది అది రిఫ్రెష్ మెథడ్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అది షెడ్యూల్డ్ రిపోర్ట్స్ మాత్రమే ఇది షెడ్యూల్డ్ రిపోర్ట్స్ కాకుండా వేరే ఉంటాయి డైరెక్ట్ మోడ్ అయితే అది డిఫరెంట్గా ఉంటుందండి ఇక్కడ connection more than hundred dollars ఇది కామన్గా అన్నిట్లోనే వస్తుందండి లైక్ కనెక్షన్స్ అంటే ఏ సోర్సెస్ కనెక్ట్ అవుతుంది like SQL XML outside files web ఇలా మోర్ దెన్ హండ్రెడ్గా ఎస్ఎస్ఏఎస్కి కి రిపోర్టింగ్ సర్వర్స్ సర్వర్స్ కి ఎంఎస్ఎస్ ఎంఎస్ఎస్కి సర్వర్స్ అలా కనెక్ట్ అయ్యే డేటా సోర్సెస్ ఉంటాయి అంటే మన ఇన్పుట్ కనెక్షన్స్ అనమాట మన డేటా ప్రొవైడ్ చేసే ఇన్పుట్ కనెక్షన్స్ మోర్ దాన్ ఇది కామన్గా అన్ని ఇండివిజువల్ ప్రీ లో కూడా సేమ్ కామన్గా ఉంటుంది ఇది సో ఇందులో ఏం చేంజెస్ అయితే ఉండదు ఇది మనకు మెయిన్ కామన్గా కనపడే విహెచ్ఎస్ మనం చెప్పాల్సిన విహెచ్ఎస్ ఇంకా రిమైనింగ్ కానీ ఎండ్ అండ్ ఏపీ కంట్రోల్ ఇవన్నీ కామన్ థింగ్స్ అండి ఇవన్నీ లైక్ లో కూడా పెద్దగా వారు ఏదో కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే ఈ థింగ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు బట్ అన్నిట్లోనూ అంత ఎక్కువగా ఐ మీన్ ఎక్కువగా వినపడదు ఇదన్నీ కామన్ పెద్దగా యూజ్ చేయరు కాబట్టి పెద్దగా ఈవెన్ ఇన్బిల్డ్ పేజెస్ కానీ పెద్దగా డిస్కస్ చేయరు అండ్ డేటా uh, సెక్యూరిటీ ఇది కూడా కామన్ ఏనండి అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ hmm. ఇది మ్యాక్సిమం స్టోరేజ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ సి ప్రో వర్షన్లోకి అయితే ఈ టెన్ జీబీ పర్ యూజర్ అనేది ఒక్క యూజరు టెన్ జీబీ కెపాసిటీతో అనేది స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసుకుని చేసుకోగలుగుతారు ఇది హండ్రెడ్ టీబీ పర్ యూజర్ అయితే హండ్రెడ్ టీబీ ఇది కూడా హండ్రెడ్ టీబీ ఈ సింపుల్గా చెప్పాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఇది ఒకటి ఈ reporting sharing licensed model size refresh rate ఈ లాస్ట్ ఫీహెచ్ ఈ ఫైవ్ ఫీహెచ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ సింపుల్ చెప్పాలంటే maximum storage data modeling size ఈ రెండు సింపుల్ చెప్పాలంటే మీకు మామూలు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మన మొబైల్లో RAM ROM RAM RAM size ఎంత మన మొబైల్ కొనేటువంటి ర్యామ్ సైజ్ ఎంత దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని తీసుకుంటారు కదా సేమ్ లైక్ ఈ సాఫ్ట్వేర్ కూడా కొనేటప్పుడు ఈ ప్రో తీసుకుంటే కానీ మనకు వన్ జీబీ కెపాసిటీ ర్యామ్తో వస్తుంది ఇది ప్రో పర్ యూజర్ తీసుకుని హండ్రెడ్ జీబీ కెపాసిటీ వస్తుంది ఫోర్ హండ్రెడ్ జీబీ కెపాసిటీతో వస్తుంది ర్యామ్ అంటే మనం లోడ్ చేసుకునే డాటాను అది స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఇది టెన్ జీబీ పర్ యూజర్ అంటే టెన్ జీబీ కెపాసిటీ వస్తుంది ఇది హండ్రెడ్ డీబీ కెపాసిటీ వస్తుంది ఇది హండ్రెడ్ డీబీ కెపాసిటీ వస్తుంది అంటే సింపుల్ చెప్పాలంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఇది కూడా సేమ్ అలానే అండి ఒక రిపోర్ట్ కంపల్సరీ ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఎంత కెపబిలిటీ మనం డెవలప్ అంటే టెన్ జీబీ కాబట్టి ఇది హండ్రెడ్ హండ్రెడ్ డీబీ దాకా స్టోర్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది ఇది మెయిన్ డిఫరెన్స్ అండి సో ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగినప్పుడు మీరు మీరు చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్స్ ఏమేమి చెప్తారంటే ఏం డిఫరెన్సెస్ ఏం what is the difference between power B pro and premium అని అడిగినప్పుడు you can just say that ఈ సైజ్ మోడల్ సైజ్ యొక్క లిమిట్ ప్రోలో అయితే వన్ జీబీ ఉంటుంది ఈ దీనికి ప్రీమియంలో అయితే హండ్రెడ్ జీబీ కెపాసిటీలో అయితే four hundred GB capacity data sets అనేది నోట్ చేయగలుగుతాము అలానే రీఫ్రెష్ రేట్ కూడా eight GB sorry eight day eight times per day forty eight days per day అని చెప్పేసి అదొకటి చెప్పండి నెక్స్ట్ ఇంకోటి దాని యొక్క స్టోరేజ్ ఎంత లిమిట్ ప్రోలో అయితే టెన్ జీబీ లిమిట్ ప్రీమియంలో అయితే హండ్రెడ్ టెరాబైట్ స్టోరేజ్ లిమిట్ అని ఇది మెయిన్ ఫీచర్స్ ఆ తర్వాత దీని గురించి చెప్పండి రిపోర్ట్ షేరింగ్ షేరింగ్ మన సర్వీసెస్లోకి సర్వీసెస్ సర్వీసెస్లోకి మనము ఏ ఊరికి షేర్ చేయ అప్లోడ్ ఏ షేర్ చేయగలుగుతాం అనేది దీని గురించి చెప్పండి అదే విధంగా మొబైల్ క్యాంపులు ఇది అందరికి కామన్ కాబట్టి చెప్పరు మీకు చెప్పడానికి అడిషనల్ పాయింట్ ఇది యాడ్ చేయండి ఇదిను రిపోర్ట్ ఇది ఎందుకు కొలాబరేషన్ అని చెప్పి అడిగింటే చెప్పండి ఇది మెయిన్ మెయిన్ ఆ ఫైవ్ పాయింట్స్ చెప్పారనుకోండి ఇది చాలు థ్యాంక్స్ అండి ఇది ఈరోజు ఈరోజు టాపిక్ ఇది close thank for the watching and please subscribe ఈ రిపోర్ట్ సారీ ఈ వీడియో కానీ ఎవరికైనా షేర్ చేసేయండి చేయండి అదేవిధంగా మీకు ఎవరికైనా ఆన్లైన్లో తెలుగులో ట్రైడింగ్ కావాలంటే కానీ స్క్రీన్ మీద కనపడిన ఆ నెంబర్ కానీ చేశారనుకోండి డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చేశారనుకోండి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను Thank you. Thank you very much.